హలో ఎవ్రీవాన్ అందరికి నమస్కారం అండి two days back I watch the video it's about zen meditation జనరల్గా మెడిటేషన్ అంటే ఏంటంటే ఒక క్వైట్ ప్లేస్లో చేసేది అంటారు లైక్ కళ్ళు మూసుకొని breathe in breathe out count to ten ఇలాగా like feeling every body part to breath అంటారు కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్రెత్ అంటారు బట్ ఆ వీడియోలో ఏం చెప్తారంటే మెడిటేషన్ అనేది ఒక క్వైట్ ప్లేస్లోనే చేయాలని లేదు it need not be done only in a quiet place it can be done during a walk or during your work or during any other activity you do మీరు ఏ పని చేసేటప్పుడైనా మెడిటేషన్ చేయొచ్చు ఒట్టి కూర్చొని కళ్ళు మూసుకునే చేయాలని లేదు అని చెప్తారు ద స్టోరీ బిహైండ్ ఇట్ ఒక మాస్టర్ ఉంటాడు ఒక బుద్ధిస్ట్ మొనస్ట్రీలో uh, ఆయన దగ్గర ఒక అతను వస్తాడు ఏంటని ఏంటంటే నాకు చాలా థాట్స్ వస్తున్నాయండి నాకు చాలా ఆలోచనలు so due due to that I'm not able to live a happy life they are bothering me so much ఆ థాట్స్ వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నేను హ్యాపీగా ఉండలేనని చెప్తాడు సో మాస్టర్ అంతా చూసి ఆయన ఒక పని అప్పచెప్తాడు రైస్ పౌండింగ్ అనేది it was an activity in the monastery అందరికీ కుక్ చేసేలాగా కిచెన్లో సో ఆ పని నేను చెప్పేంత వరకు నేను ఎన్ని సంవత్సరాలు చెప్తాను అంతవరకు చేస్తూ ఉండని చెప్తాడు ఈ సెస్ ఓకే మాస్టర్ మీరు చెప్పారు కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఆ పనిలో చేస్తూ చేస్తూ మునిగిపోతాడు అది చేసే కొద్దీ చేసే కొద్దీ ద ఫస్ట్ చెప్పిన complaint the thoughts slowly subsided after months and months అలా ఒక ట్వెల్వ్ ఇయర్స్ చేస్తాడు the master is keenly watching him and also the other monks who are already there who are seniors to him and ఒకరోజు అతన్ని పిలుస్తాడు ఎలా ఉంది చాలా చాలా బాగుంది మాస్టర్ నాకు ముందులాగా థాట్స్ అనేది ఎక్కువ ప్రాబ్లం లేదు చాలా ఇట్ హెస్ సబ్సైడర్ అని చెప్తాడు అండ్ మాస్టర్ మాస్టర్కి కూడా వయసు అయిపోతుంది వెంటనే అతని వారసుడు ఐ మీన్ సక్సెసర్ని డిక్లేర్ చేయాలి సో వాళ్ళందరూ ఒక టెస్ట్ పెడతాడు ఆల్రెడీ అక్కడ ఉండే సీనియర్ మార్క్స్కి వీళ్ళకి ఆ సీనియర్ మాంక్స్ వచ్చి ఏంటంటే ఆయన అతని డోర్ మీద ఒక మెసేజ్ రాయాలి ఇన్ని రోజులు మీరు ఏం నేర్చుకున్నారు మెడిటేషన్ అంటే ఏంటని రాయమని చెప్తాడు master he gives a task and goes away వీళ్ళందరూ ఏం రాస్తారంటే mind is like a mirror on which thoughts accumulate mind అనేది ఒక గ్లాస్ అంటే ఒక ఒక అద్దం లాంటిది మనం ఎక్కువ ఆలోచించే కొద్దీ like thoughts get accumulated and meditation చేసే వల్లే ఆ థాట్స్ క్లియర్ అవుతాయి మైండ్ అనేది క్లియర్ అవుతుందని చెప్పి రాస్తారు అండ్ సెకండ్లీ అది మాస్టర్ వచ్చి చూస్తాడు చూస్తానే ఎవరు ఈ చెత్త రాసిందని చెప్పి ముఖం మీద అంటాడు he was not happy with what they thought what meditation was so next ఇతను the rice pounding I who master gave a job అతనికి కూడా ఒక టెస్ట్ పెడతాడు రాయమని చెప్పి ఆయన ఏమంటాడే నాకు రాయండి రాడ్ మాస్టర్ నేను చెప్తాను మీరే రాయండి అని చెప్తారు కింద వచ్చి నా పేరు రాయండి నేను రాసినట్టు అంట ఓకే సో అందరు other monks wrote what he said the point which he said is mind అనేది లేదు mind is just an illusion there is no such thing known as mind so mind అనేది లేకపోతే థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి రాస్తాడు master was very impressed with it after reading it and he declared him success successor so దీనిలో ఎండ్ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక పని ఎంచుకోండి ఆ పనిలో మొత్తం మునిగి మునిగిపోండి I mean get engrossed in the work so much మన మనసుకు నచ్చిన పని ఎంచుకొని get that get engrossed in that work so much that nothing should bother you ఆ థాట్స్ అనే రావు you don't give the power to the thoughts అని చెప్పి that's the message of the story so meditation అనేది మీరు వచ్చి రూమ్లో బంధించుకొని అందరిని బయటికి పంపించి మీరు చేయాలని లేదు పనిలో కూడా మునిగిపోవచ్చు అని చెప్పేది ఆ video so that was very good video and ఇలా కూడా ఆలోచించచ్చా అని ఒక కొత్త డోర్ అనేది ఓపెన్ చేసింది so that's that was in my mind today that was my thought so మీరు కూడా దీన్ని విని let me know what you think about this audio and let me know in in the comments thank you